hi friends welcome to my channel కార్తీక పురాణము ఇరవై మూడవ అధ్యాయము పురంజయుడు ముక్తిని పొందుట అగస్త్యుడు మరలా అత్రి మహర్షిని గాంచి ఓ మునిపుంగవ విజయం పొందిన తర్వాత పురంజయుడు ఏమి చేసినో వివరింపుము అని అడగ్గా అత్రి మహాముని ఈ విధంగా చెప్పాను ఓ కుంభ సంభవ పురంజయుడు కార్తీక వ్రతాచరణమున వ్రత ప్రభావమున అసమాన బలోపేతుడే అగ్నిశేషము శత్రుశేషము రెండూ కూడా ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ కూడా ఓడించి నిరాటంకముగా తన రాజ్యంను ఏలుచుండెను తన యొక్క విష్ణు భక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్య దీక్షా తత్పరుడు నిరతాన్నదాత భక్త ప్రియవాది తేజోవంతుడు వేద వేదాంగవేత్తయే ఉండెను అంతేకాకుండా అనేక శత్రురాజులను జయించి దశ దిశలా తన యొక్క అఖండ కీర్తిని ప్రసరింపచేసెను శత్రువులకు సింహస్వప్నమే విష్ణు సేవాధరుంధరుడే కార్తీక వ్రత ప్రభావంన కోటికి పడగలెత్తి అరిషడ్ వర్గములను కూడా జయించిన వాడే ఉండెను ఇన్ని ఏలా అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేశ్వరుడు సదాచార సత్పురుషుల్లో ఉత్తముడే రాణించుచూ ఉండెను ఆయనను అతనికి తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధంగా శ్రీహరిని పూజించి కృతార్థుడగుదునా అని చెప్పి విచారించుచూ ఉండగా ఒకనాడు అశరీరవాణి పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రం ఉన్నది దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు నీవతటికేగి శ్రీరంగనాథ స్వామిని అర్చింపుము నీవు ఈ సంసార సాగరమును దాటి మోక్ష ప్రాప్తివి పొందును అని చెప్పి పలికిను అంతటా పురంజయుడు ఆ అశరీర్వాణ వాక్యములను విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గ మధ్యంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదుల్లో స్నానం చేయుచు శ్రీరంగమునకు చేరిను అక్కడ కావేరి నది రెండు పాయలే ప్రవహించగా మధ్యలో ఉన్నటువంటి శ్రీరంగనాథ ఆలయంన శేషశయ్యపై తవలించి ఉన్నటువంటి శ్రీరంగనాథుడిని గావించి పరవశముంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణ పురుష హృషికేశ ద్రౌపదీ మాన సంరక్షక దీనజన భక్త పోష ప్రహ్లాద వరద గరుడధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అంటూ విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసం అంతయు కూడా శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరును పురంజేయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షంన కార్తీక మాసంలో చేసినటువంటి వ్రతముల మహిమ వలన అతని రాజ్యమందరి జనులందరూ కూడా సిరి సంపదలతో పాడి పంటలతో ధన ధాన్యాదులతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములతో కూడా సుఖించుచూ ఉండిరి అయోధ్య నగరము దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్ర ద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచూ ఉండెను అయోధ్య నగరమందలి వీరులు యుద్ధ నేర్పరులే రాజనీతి కలవారే వేరి గర్భ నిర్భేదకులే నిరంతరము విజయశీలురే అప్రమత్తులే ఉండిరి ఆ నగరమందలి అంగనామణులు హంసగజగామినులు విశాల కటిత్వము సూక్ష్మ మధ్యత్వము సింహ కుచుపీనత్వము కలిగి రూపవంతులనియు శీలవంతులనియు గుణవంతులనియు ఖ్యాతిని కలిగి ఉండెను ఆ నగరమందలి వెలయాండ్రు నృత్య గీత సంగీతాది కళా విశారదులై ప్రౌఢులై వయోగుణ రూప లావణ్య సంపన్నులై సదా మోహన హాసాలంకృత సుముఖ శోభితులై ఉండిరి ఆ పట్టణ కులాంగనలు పతిశుశ్రూష పరాయణులై సద్గుణాలంకార భూషితులై పులకాంకిత శరీరులై ఉండిరి పురంజేయుడు శ్రీరంగ క్షేత్రంన కార్తీక మాస వ్రతము ఆచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరెను పురంజేయుని రాక విని పౌరుజనులందరూ కూడా మంగళవాద్యములతోటి ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతపురమున ప్రవేశపెట్టిరి అతడు ధర్మాభిలాషే దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన మొనర్చుచు కొంతకాలము గడిపిన తర్వాత వృద్ధాప్యము వచ్చుటి చేత ఐహిక వాంఛలను వదులుకుని తన కుమారునికి రాజ్యభారములు అప్పగించి పట్టాభిషిక్తుడిని చేసి తాను వానప్రస్థాశ్రమమును స్వీకరించి అరణ్యమునకు ఎగిను అతడు వానప్రస్థాశ్రమమునందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతము ఆచరించుచు క్రమక్రమంగా శరీరము ముడుగుడి చేత మరణించి వైకుంఠమునకు పోయిను కావున ఓ అగస్త్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైనటువంటి మహత్యము కలది దానిని ప్రతి వారు ఆచరింపవలను ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు వినిన వారికి కూడా వైకుంఠ ప్రాప్తి తప్పకుండా కలుగును కార్తీక పురాణము ఇరవై మూడవ అధ్యాయం సంపూర్ణము ఏతత్ఫలం కృష్ణ అర్పణమస్తు పరమేశ్వర అర్పణమస్తు